hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు వైసీపీ ఎంట్రీ ఖాయమేనా తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట అమరావతి కేంద్రంగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది ఆర్ ఫైవ్ జోన్లో భూముల కేటాయింపు పైన న్యాయస్థానంలో అనుకూల తీర్పు రావడంతో ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి మరో రెండు వందల అరవై ఎనిమిది ఎకరాలు కేటాయిస్తోంది గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లోని యాభై వేల మంది పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు ఎకరాల భూమిని కేటాయించింది ఇప్పుడు మరో రెండు వందల అరవై ఎనిమిది ఎకరాల భూమి కేటాయింపునకు నిర్ణయించింది ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల యంత్రాంగాల నుంచి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందించేందుకు తాజాగా ప్రతిపాదనలు వచ్చాయి రాజధానిలోని ఎస్ త్రీ జోన్లో ఉన్న బోరుపాలెం పిచ్చుకలపాలెం అనంతవరం నెక్కల్లు గ్రామాల్లోని రెండు వందల అరవై ఎనిమిది ఎకరాల భూములకు ధర కట్టి విక్రయించేందుకు తమ సమ్మతిని తెలియజేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు బహుళ ప్రయోజనాల అవసరాల కోసం నిర్దేశించిన ఎస్ త్రీ జోన్లో ఎకరం ధర నాలుగు పాయింట్ ఒకటి కోట్లను ఈ ఏడాది ఏప్రిల్ మూడవ తేదీన జరిగిన ముప్పై మూడవ సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు బహుళ ప్రయోజనాల అవసరాల కోసం నిర్దేశించిన ఎస్ త్రీ జోన్లో ఎకరం ధర నాలుగు పాయింట్ ఒకటి కోట్లని ఈ ఏడాది ఏప్రిల్ మూడవ తేదీన జరిగిన ముప్పై మూడవ సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు ఇప్పుడు అందులో ఆరు శాతం ధరకే అంటే ఎకరా ఇరవై నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల చొప్పున రెండు వందల అరవై ఎనిమిది ఎకరాలను ప్రభుత్వానికి విక్రయించాలని సిఆర్డీఏ నిర్ణయించింది నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల కోసం తీసుకుంటున్నందున మౌలిక ధరలో ఆరు శాతానికే విక్రయించడానికి నిర్ణయించినట్లు సిఆర్డీఏ పేర్కొంది ఎన్టీఆర్ జిల్లా నుంచి నూట అరవై ఎనిమిది ఎకరాలకు ప్రతిపాదన రాక బోరుపాలెంలో రెండు పాయింట్ సున్నా ఐదు ఎకరాలు పిచ్చుకలపాలెంలో ఇరవై పాయింట్ నాలుగు ఏడు ఎకరాలు పిచ్చుకలపాలెంలోనే మరో ఎనభై ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాలు అనంతవరంలో అరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు కేటాయించారు అలాగే గుంటూరు జిల్లా పరిధిలో నిర్దేశించిన వంద ఎకరాలను నెక్కల్లు గ్రామంలో కేటాయించింది ఎన్టీఆర్ జిల్లాకు నిర్దేశించిన నూట అరవై ఎనిమిది ఎకరాలకు నలభై ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు గుంటూరు జిల్లాకు నిర్దేశించిన వంద ఎకరాలకు ఇరవై నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్లు మొత్తంగా రెండు వందల అరవై ఎనిమిది ఎకరాలకు అరవై ఐదు పాయింట్ తొమ్మిది మూడు కోట్లుగా సిఆర్డీఏ తేల్చినట్లు సమాచారం హైకోర్టులో ఆర్ ఫైవ్ జోన్లో భూముల కేటాయింపు పైన అనుకూల తీర్పు రావడంతో ఈ నెల పద్దెనిమిదిన పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు అందించేలా ముహూర్తం నిర్ణయించారు రైతులు హైకోర్టు నిర్ణయంపైన సుప్రీంను ఆశ్రయించారు ఇటు ప్రభుత్వం తాజాగా మరో రెండు వందల అరవై ఎనిమిది ఎకరాల భూమి కేటాయింపుపైన నిర్ణయం తీసుకోవడంతో రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు